hi guys this is Raghavendra from RVR tech reviews ఈరోజు మీకు మోజా మినీ ఎంఎక్స్ గింబల్ గురించి చెప్తున్నాను చూస్తున్నారు కదా ఇదే Moza mini MX gimbal so దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను ఫ్యూచర్ని స్పెసిఫికేషన్ని చెప్తున్నాను ఇది త్రీ యాక్సల్ మోటార్తో రన్ చేసి గింబల్ గెస్టర్ మోషన్తో పనిచేస్తుంది ఫేస్బుక్ యూట్యూబ్ లైవ్ ఇవ్వచ్చు సోలోగా కూడా అన్బాక్స్ చేసి ఏమేమి ఉందనేసి మీరు చూస్తున్నది ఇప్పుడు Moza mini MX gimbal unboxing so open చేసి చూద్దాం చూస్తున్నారు కదా ట్రైపాడ్ అండ్ ట్యాగ్ పౌచ్ ఇచ్చారు ఇక్కడ టైప్ సి పోర్ట్ ఇచ్చారు కేబుల్ యూఎస్బి కేబుల్ ఇక్కడ వచ్చి యూజర్ మాన్యువల్ ఇచ్చారు ఎలా యూస్ చేయాలని చెప్పి సో ఇది మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో మినీ ఎంఎక్స్ గింబల్ సో ఇది త్రీ యాక్సెస్ మోటార్స్ మనకి అన్హోల్డ్ చేసి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది సో ఇక్కడ లాక్స్ మనకు ఉంటాయా అది గమనించుకోవాలా కమాండింగ్ ఇక్కడ లాక్ కూడా ఉంది ఇక్కడ కూడా లాక్ ఉండదు సో అలా లాక్స్ మనం చూసుకొని ఓపెన్ చేసుకోవాలా ఇట్లా హోల్డింగ్ ఉంటుంది సో ఇక్కడ లాక్ కూడా ఓపెన్ చేసేద్దాం ఇక్కడ కూడా లాక్ ఓపెన్ చేద్దాం సో ఇది చూస్తున్నారు కదా సో మనకి గ్రిప్పీగా ఉంది ఇక్కడ ట్రిగర్ ఇచ్చారు వచ్చి power button and capture button ఇదైతే జాస్టిక్ మూమెంట్ ఎలాగంటే అలా కెమెరాని గింబల్ని యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చి మైనస్ వచ్చి జూమ్ అవుట్కి ఇది వచ్చి జూమ్ ఇన్కి యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి పెట్టుకోవడానికి కూడా సాఫ్ట్గా ప్యాడ్ ఇచ్చారు ఇక్కడ కూడా హోల్డింగ్ మొబైల్ హోల్డింగ్ కూడా బాగా సాఫ్ట్గా ఉండేకి లబ్బర్స్ ఇచ్చారు సో కెమెరా డైరెక్షన్ కూడా వాళ్ళు ఇచ్చారు ఎలా అసెంబ్లింగ్ చేయాలని చెప్పి గింబల్ సిరీస్ కోడ్ కూడా ఇచ్చారు ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చి వాళ్ళ జీని మొబైల్ మోజాజీని యాప్ను డౌన్లోడ్ చేసుకోమని క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు చూసారు కదా గాయస్ అన్బాక్సింగ్ వీడియో ఏదైతే ఉందో సో ఇప్పుడు మనం ట్రైపాడ్ని ఫిక్స్ చేశాను మనకి ఇక్కడ ఆన్ బటన్ ఫిక్స్ చేసి ఆన్ ఒకసారి ఆన్ చేద్దాం ఒకసారి మనకి ఇలా మొబైల్ ఆన్ అయ్యి పొజిషన్కి వచ్చింది సో ఇలా ఫంక్షన్ బాగుంది మనకి సో వీటితో మనం రికార్డ్ చేసిన వీడియోస్ ఏదైతే ఉందో అవన్నీ డెమో క్లిప్స్ అన్నీ మనకి వీడియో ఎండింగ్లో పెడుతున్నాను వీడియో క్లిప్స్ కాకుండా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ ట్యూటోరియల్ పార్ట్ కూడా నీకు సెకండ్ వీడియోగా మనకు పోస్ట్ చేస్తున్నాను సో మర్చిపోకుండా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట బెల్ ఉంటుంది అది మర్చిపోకుండా కొట్టండి ఓకేనా థ్యాంక్ యూ